హలో ఎవ్రీవన్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూసేయచ్చు ఐపీఎల్ తెలుగులో వస్తుందిరా టీవీలో వస్తే చాలు కదరా తెలుగులో ఏంటి స్పెషల్ తెలుగులో అయితే ఏంటా కారం లేని కోడి ఉల్లిపాయ లేని పకోడి పెట్రోల్ లేని గాడి మీసాలు లేని రౌడీ పరిగెత్తడం రాని కేడి ఆవకాయ లేని జాడి ఆటలు లేని బడి అమ్మ ప్రేమ లేని బడి చాలరా బాబోయ్ ఒప్పేసుకున్నాం అసలు మజా తెలుగురా విఐపీఎల్ చూడండి ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తెలుగులో ఏప్రిల్ ఏడు శనివారం సాయంత్రం ఆరున్నరకి ప్రత్యక్ష ప్రసారం స్టార్మా మూవీస్ ఇంకా హాట్ స్టార్ లో